ఉన్నను అది నీకు సాటి రాగలదా ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా బంగారమా బంగారమా ఏసయ్యా నీవో నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు చాలును ఏసు నీవే నాకు స్వరం కుదా Solo me జ్ఞానమున్నను అది నీకు సాటి రాగలదా ధనమంత నాకు వద్దయ్యా. ఓ వాటిని ఉపేక్షించి నీ వైపు తిరిగేటువంటి కృపను నాకు దయచే. ఓ వాటిని విడిచిపెట్టగలిగిన భాగ్యం నాకు దయచేయ్యా. ఎంతమంది చెప్పగలరు ఎంతమంది చెప్పగలరు ఈ రాత్రి కాల సమయంలో చూడాలి హల్లెలూయా. రెండు హస్తాల పరలోకం వైపు చాపి రాత్రి కాల సమయంలో దేవాతి దేవునికి గంభీరమైనటువంటి ధ్వనితో స్వరమిది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిగురుగా ఈ మొదటి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని విశ్వసిస్తున్న వారు విశ్వసిస్తున్న వారు మాత్రమే రెండు చేతులు పైకెత్తండి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలోయా జరగనిగినటువంటి రెండు రోజులు కూడా అపరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడు ఉండి ఇదిగోతే విజుల్ని అభిషేకించి మన మధ్య వాడుకునేలాగన అందరూ మీ రాత్రి ప్రార్థనలో ఎక్కిభవిస్తుండగా మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ సజీ మేధీస్ గారు ముందుకొచ్చి ప్రార్థనలో నడిపిస్తారు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ రాత్రి ముగించుకుందాం സ്വർഗപിതാവേ നല്ല സമയത്തിനായി ഞങ്ങൾ സ്തോത്രം ചെയ്യുന്നു పరలోకపు తండ్రి ఈ మంచి రాత్రి నిమిత్తం ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ഞങ്ങളുടെ പ്രാർത്ഥനയുടെ പ്രഥമ രാത്രിയിൽ ഞങ്ങൾക്ക് ഒന്നിച്ച് ദൈവത്തെ മഹത്വപ്പെടുത്താൻ കൃപ നൽകിയതുകൊണ്ട് സ്തോത്രം ఈ కొడుకు యొక్క ప్రారంభపు రాత్రి మేము నిన్ను స్తుతించి ఈ విధంగా మహిమపరిచే కృపను మాకు ఇచ్చావు ഇന്ന് രാത്രിയിൽ കർത്താവിനെ ആരാധിപ്പാൻ ദൈവത്തിന്റെ വചനം കേൾപ്പാൻ നീ ഞങ്ങൾക്ക് ഒരുക്കിയ അവസരങ്ങൾക്കായി സ്തോത്രം ఈ రాత్రి ప్రభా దేవుని వాక్యం వినడానికి మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవా నీకు వందనాలు ഗാനങ്ങൾ ആലപിച്ച ഞങ്ങളുടെ సహోదరులే ఓర్త స్తోత్రం చేయండి ప్రభు ఇక్కడ ఉన్నటువంటి గాయకుల్ని ఆరాధన చేసిన నడిపిస్తున్న వారి ప్రతి ఒక్కరిని మీకు చెల్లిస్తున్నాం കൂടി വന്ന എല്ലാ ദൈവദാസി ദാസന്മാർക്കായി ഞങ്ങൾ ദൈവത്തെ സ്തുതിക്കുന്നു కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరిని బట్టి దేవానికి స్థుతులు చెల్లిస్తున్నాం തുടർന്നുള്ള മീറ്റിങ്ങുകളിലെല്ലാം ദൈവത്തിന്റെ വലിയ സാന്നിധ്യം നീ പകരണം జరిగిన ఉన్నటువంటి ప్రతి ప్రార్థన కూడికను ప్రభా మీ సన్నిధికి ഇന്ന് అప్పగిస్తున్నాం രാത്രിയിൽ ഞങ്ങളോട് ദൈവദിനം സംസാരിച്ച ദൈവദാസനായി സ്തോത്രം ఈ రాత్రి మాతో వాక్యం మాట్లాడినటువంటి దైవజనులను బట్టి దేవానికి వందనాలు ദൈവസഭയ്ക്കും എല്ലാ കുടുംബങ്ങൾക്കുമായി ഞങ്ങൾ സ്തോത്രം ചെയ്യുന്നു ఇక్కడ ఉన్నటువంటి దేవుని సంగమ నిమిత్తము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కుటుంబం నిమిత్తము దేవానికి వందనాలు ഇന്ന് രാത്രിയിൽ ജനത്തെ ആശീർവാദത്തോടെ അയക്കണമേ കർത്താവ് രാത്രി ఆశీర్వాదంతో నీ బిడ్డలను ప్రభు మీరు രോഗികളെ സൗഖ്യമാക്കണമേ రోగులను ప్రభు మీరు ബലഹീനതയെ ബലപ്പെടുത്തണമേ బలహీనలు ప్రభు మీరు ഈ ദിവസങ്ങളിലെ പ്രാർത്ഥന ദൈവസഭയ്ക്ക് ഒരു ഉണർവായി തീരുവാൻ ഞങ്ങൾ പ്രാർത്ഥിക്കും ഈ ദിനാലോ జరుగుతున్న ఈ కూడికి ఈ ഉജ്ജീവകരം കൊണ്ടാനിക്ക് സഹായം ചെയ്യണ്ടി രാത്രിയിൽ സമാധാനത്തോടെ ജനത്തെ അയച്ചാട്ടെ രാത്രി సమాధానంతో ప్రభు మీ బిడ్డలను పంపించండి പ്രാർത്ഥന കേട്ടതുകൊണ്ട് സ്തോത്രം പ്രാർത്ഥന വിന്നന്തുക്ക് സ്തോത്രം യേശു ക്രിസ്തുവിന്റെ നാമത്തിൽ തന്നെ യേശു నామములో అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి ആമേൻ ఆమేన్ നമ്മുടെ കർത്താവായ യേശു ക്രിസ്തുവിന്റെ കൃപ പിതാവായ ദൈവത്തിന്റെ സ്നേഹം നമ്മെ ആശ്വസിപ്പിച്ച് വഴി നടത്തുന്ന പരിശുദ്ധാത്മാവിന്റെ കൂട്ടായ്മയും കാവലും സൂക്ഷിപ്പും നാം എല്ലാവരോടും ഓർത്ത് പ്രാർത്ഥിച്ച സകല കാര്യങ്ങളോടും തുടർന്നുള്ള യോഗങ്ങളോടും ഇപ്പോഴും എന്നേക്കും കർത്താവിന്റെ മേഘപ്രത്യക്ഷത വരെയും ഉണ്ടായിരിക്കുമാറാകട്ടെ ఆమేన్ ആമേൻ మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి వచ్చినాడు ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమె ఆమేన్ హల్లెలూయా అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి మంచి వర్తమానం మనం విన్నాం ప్రియులారా లోక ఆచారాలు మనకు చాలా ఉన్నాయి ఏ? ఇవన్నీ చాలా మనం విడిచిపెట్టాలి దేవుని ప్రేమించాలి మన యేసు కొరకు త్యాగం చేసుకొని దేవుని కొరకు ముందుకు సాగాలి ఈ లోక మనుషులుగా మనం ఉండకూడదు అని మంచి వర్తమానం విన్నాము మన విడిచిపెట్టలు చాలా ఉన్నాయి మన లోకాన్ని ప్రేమించి లోకం కొరకే యేసును నమ్ముకొని ప్రార్థన చేసిన వారు చాలామంది ఉన్నారు కారణం లోకం కొరకు కాదు పరలోక రాజ్యం కొరకే దేవునికి స్తోత్రం చెప్పండి ఆమెన్ హాలేలుయా రేపు పగలు రేపు రాత్రి మనకు సజీమాంతి పాషారు మనతో మాట్లాడతారు మరి అందరూ పెందలక్కడ రావాలని పగలు పది గంటలకు అలాగనే రాత్రి ఏడు గంటలకు ప్రారంభించబడుతుంది అందరూ రండి మీ ప్రక్కన వారిని కూడా మీరు తీసుకొని రావాలని మనవి దేవుడు వాళ్ళందరినీ దీవించరు కాక నామే ప్రయత్నం